If you want to win me, I will play the game. If you want to kill me, I will end the game. Kabzaa friends ఇక్కడ No, you have to do kabza like that with the shirt at the back. The kabza was like kabza. That. Yeah, I know this. ఇక్కడ మీ హృదయాన్ని కబ్జా చేయడానికి ఇద్దరున్నారు My favorites, my Manandir favorites, put your hands together for the gorgeous Shreya and real star Uppi sir. Upindra sir, welcome, welcome, welcome. Welcome to Thank This is the beginning, so he's shaking hands. Yeah, yeah, yeah. <laughs> Sorry, I think, yeah. Hi, hi, Thank you. Thank you. so, so welcome to Kabza Exclusive. And firstly, congratulations. In the country, మీకు తెలుసో లేదో తెలియదు కానీ కబ్జా చాలా దూరం ట్రావెల్ అయిపోయింది అంటే వరల్డ్ వైడ్ అంటే రిలీజ్ uh, అవుతుంది మార్చ్ సెవెంటీన్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేస్తున్నారే ఎట్లా స్టార్ట్ చేస్తాం ఎట్లా అయింది ఇన్సెప్షన్ ఎక్కడి నుంచి అయింది ఇప్పుడు చూసే trailer is trending Kannada Telugu Malayalam Hindi అన్ని లాంగ్వేజ్ ట్రెండ్ అన్ని లాంగ్వేజ్ లో so beautiful I think expect చేశారా మీరు ట్రైలర్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని శ్రేయ Of course, Chesaru. చేశారా Of course. Now, see, honestly, I mean, it's not me being. Uh, I mean, uh, I feel like every film that you do, uh, for me, I need to believe that it'll be a big hit and people will love it, and that's my way that I go back to sleep. I mean, I you work hard and then you leave it to Krishna, and then you know that he'll do his job, but you have to కృష్ణ ఎవరో believe. చెప్పండి లేదంటే audience I mean, I believe in God. I'm Lord Krishna the Lord Krishna, Shreya but గారు then. మాట్లాడుతుంది లార్డ్ కృష్ణ వాళ్ళ ఇంటి But పక్కన కృష్ణ end గారు. of the day, you chala you work hard, put all your heart and soul into it, Correct. and then you have to believe that it'll do well. I mean, నడిపించేవాడిని నేను శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇవన్నీ భగవద్గీతలో బట్ వెరీ వెరీ గుడ్ అసలు సరేనా we have to believe and do well I mean how else do you put your heart and correct ఇవన్నీ కూడా ఐ థింక్ ఒక ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట సో చూసారా అసలు గారి ఆ బ్యూటీ వెనకల ఒక స్పిరిచువాలిటీ ఎవరికైనా అసలు తెలుసా అసలు అదే అంత సీన్ లేదు ఇది all he's just rectified everything అంతే అంత బ్యూటిఫుల్ స్పిరిచువల్ పర్సన్ అండ్ పక్కన మన రియల్ లో ఉపేంద్ర సార్ ఉపేంద్ర సార్ ఎవరికి తెలియదు తెలుగు జనాలకి ఉపేంద్ర సార్ ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు ఉప్పి సార్ ఎందుకంటే మీ మూవీసే మాట్లాడాయి మీ మూవీసే వాళ్ళ మనసులో ఒక స్పేస్ని క్రియేట్ చేసాయి అనమాట సో మీరు అనుకున్నారు యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ మూవీస్ చేసేటప్పుడు కన్నడలో ఆ కన్నడ మూవీస్ తెలుగుకి డెబ్బై డెబ్బై ఒక ఉపేంద్ర కావచ్చు ఒక ఏ కావచ్చు ప్రతి ఒక్కరు ఒక రక్త కన్నీరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఉపేంద్ర సార్ అంటే మీరు చెప్పాల్సిన అవసరం అయ్యో సార్ ఆయన ఆయన రక్త కన్నీరు చూసాం సార్ అయ్యో ఆయన డైలాగ్ సార్ అయ్యో ఏంటి సార్ ఆయన మాడ్యులేషన్ అని hmm. ప్రతి ఒక్కరు మాట్లాడతారు సో ఆ టైంలో మీకు ఏమనిపించింది యాక్చువల్లీ ఏంట్రా ఏంట్రా నేను pan south pan Indian star అయిపోయాను అనిపించింది అలా ఏం లేదు నేను తెలుగులో గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు తెలియదు కన్నడాలే నాకు తెలియదు ఇది ఇంత పెద్ద హిట్ అవుతుంది అని ఫిలం స్టేజ్ చేశాను తర్వాత చూస్తే అది డబ్బు అయిపోయింది అక్కడ అక్కడే వెళ్ళాను ఒక hundred days function fifty days total గా మొత్తం ఒక టూర్ టూర్ చేశాను అప్పుడు చూస్తే నేనే చెప్పాను నేను ఎక్కడున్నా నాకే అర్థం ఇంత లవ్ ఇస్తున్నారా ఇక్కడ అని Hmm. దాని తర్వాత ఒక స్ట్రైట్ ఫిల్మ్ కూడా చేశారు సార్ అవును తర్వాత చాలా స్ట్రైట్ ఫిల్మ్ ఒక త్రీ ఫోర్ రా అని అక్కడ రా చేశారు ఇంకొకటి మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ నీతోనే ఉంటాను ఫిల్మ్ కన్యాదానం కన్యాదానం కన్యాదానం నేను శ్రీకాంత్ గారు చాలా మంచి మూవీస్ అవన్నీ అవునవును అది అయిన తర్వాత ఇప్పుడు కూడా నాకు అడుగుతూనే ఉంటారు సార్ డైరెక్ట్ ఎప్పుడు చేస్తారు ఇక్కడ గా ఎప్పుడు చేస్తారు మీరు ఫిల్మ్ అని తర్వాత మీరు అలాగే సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్జున్ గారి movie son of Satyam son of like he comes as a don and జనాలు సి ఉపి సార్ మీరు మధ్యలో కనపడకపోయినా గానీ మీ మూవీస్ డబ్ అవుతుంది people are watching people are following your old scenes and movies అలాగే మళ్ళీ ఆ సన్ ఆఫ్ సత్యమూర్తిలో మళ్ళీ మీరేంటంటే విక్రమ్ శ్రీనివాస్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అదే చెప్పారు ఏమండి మీ ఫ్యాన్స్ ఇక్కడ స్లీపింగ్ సెల్ లాగా ఉన్నారు ah. పట్టు Sleeping Selena. Adige, he has a great sense of humor. Yeah, yeah, His first movie. Um, Trivikram gar first direction ade. Yeah, yeah first movie. That was your first movie, Gadashri? No, no, film, first film, later. It was my uh, second film. Second film. But yeah. hit, no? Yeah. Trivikram garu debut movie. It was released after 20 years again. No, what a writer, what Correct. a director. One, re recently I saw the uh, yeah. pre-release event la malli. Re-release, re-release. Re-release, yes, yeah. Oh, that is a big, big uh, hit and Babu. Chala emotion movie. I mean, for me, I lived that movie. I, I think a part of me still that film. నువ్వే కావాలి నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే విత్ విత్ మన Tarun yeah Tarun తరుణ్తో wow beautiful film Thank you, Vikram గారు ఫ్రమ్ రైటర్ టు డైరెక్టర్ అయ్యారు అప్పుడు. Actually, a scientist to a writer to a director. He's a yeah scientist yeah, he's a proper educated fellow. Correct correct correct Yeah, that time I was in uh, first year college, and he's like, "You have to finish college, ma. You have to finish college." Then he <laughs> met me again. So I మరి said, చదివారా లేదండి చెప్పిన మాట serious సెకండ్ ఇయర్లో drop out drop out third year drop out yeah Third year drop out అయ్యారా వెరీ గుడ్ పర్లేదు నా I'm not proud of it కానీ అది that's the reality couldn't finish ఏంటంటే టెండూల్కర్ చదువుకున్నారా కోహ్లీ చదువుకున్నారా డాక్టర్ రాజ్ కుమార్ గారు చదువుకున్నారా ఎన్టీ రామారావు గారు చదువుకున్నారా నాగేశ్వర గారు చదువుకున్నారా ఏంటంటే మీరు అలా అంటున్నారు నేను చదువుకున్నానా నేను చదువుకోలేదు అబ్బలేదు ఏం చేద్దాం <laughs> మీరు చదువుకున్నారా అవునండి అంతో ఇంతో అంతో ఎంతో ఫుల్లీ కాలేజ్ ఫినిష్ అయింది బీకామ్ ఓ యా అందుకే కామ్గా ఉంటారు అనుకుంటున్నారా no no no is very violent because is underworld cup Kabzaa so ఇప్పుడు చెప్పండి సార్ ఐ థింక్ ట్రైలర్ చూసిన తర్వాత ఐ థింక్ అమితాబ్ బచ్చన్ గారు ట్వీట్ చేయడం ఏంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ దాని గురించి మాట్లాడడం ఏంటి all celebrities have yeah tweeted and loved it definitely ఊరు ఊరికే బెటర్ కదా బట్ డెఫినెట్లీ దాని కంటెంట్ ఉంది అరే నిజంగా బాగుంది this become other big thing in Indian cinema ఇప్పుడు అంతా ఏమైపోయిందంటే south Indian cinema north Indian cinema అని పక్కన పెట్టేసి ఇండియన్ సినిమా ఇండియన్ సినిమా నాకు చాలా I'm very happy I'm very happy final గా your calling Indian cinema I think it's the need of the hour And because the eh, cinema brings the whole country together. Eh, I never liked it. Yeah, I think cinema brings people together. Exactly. Naku, are they feeling when you when you actually go in a theater and watch a movie, you know, you it doesn't matter who's sitting next to you, but you clap together, you cry when it's an emotional scene. It brings people together, and cinema is a it's a huge bringing together factor in our country. అక్కడ uh after cricket and cinema uh caste ఇవన్నీ ఉండవు all celebrating together cinema is religion by itself కదా ఓకే సార్ సో అలాగే ఇప్పుడు మీ ట్రైలర్ చూస్తే millions of views and trending లో ఉంది సో ఇక్కడ లోపల ఒక చిన్న ఓ మై గాడ్ ఇదేంట్రా become quite a big pan world film అయిపోయింది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీ <laughs> లేదు చేసే టైంలో మనకి ఏదో ఒక ఆ ఫీల్ ఉంది లేదు ఇది hmm. వేరే లెవెల్గానే పోతుంది ఈ ఫిలము ఏముంటే మనమే ఒక్కొక్క షాట్ మానిటర్లో చూస్తూ ఉంటే ప్రైజ్ ఏజే ఏంట్రీ ఏం shot uh Shivakumar art director పిలిచి ఏం సార్ ఇది ఇలా ఉంది చంద్రు కానీ we use to appreciate our self అంట ఈ లుక్ బాగుంది అది అది అది ఉంటుంది యాక్చువల్లీ అది ఉంటేనే ఇలా వస్తుంది actually we have to enjoy actually while we are shooting then only that result will be like that sir ఇది పీరియడ్ మూవీ అంటే అంటే దిస్ బేస్డ్ బిఫోర్ ఇండిపెండెన్స్ కదా ఇది the movie is based starting point అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎందుకంటే I see one Britisher Indian అనేసి ఒక డైలాగ్ రావడం కానీ స్టార్ట్ అవుతుంది కదా సో అక్కడే ఏంట్రా ఏంట్రా మాట్లాడుతున్నావు అసలు ఎక్కడ దిగి నీకే అంటే ఒళ్ళంతా అసలు జిమ్ వంటిది ఏం మాట్లాడుతున్నావు ఎవరు అసలు చూడు దిగుతున్నాడు చూడు హీరో ఆ ఫీల్ ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు కూడా చిన్నప్పుడు డెఫినెట్లీ మీకు ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఉంటుంది ఎవరు actually who who you like loving like అతని స్క్రీన్ మీద రాగానే విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి అలాగా ఏ మనకి డాక్టర్ రాజ్ కుమార్ గారు విష్ణు సార్ మనకంటే వాళ్ళు అని అంటే మీరు థియేటర్కి వెళ్ళి డబ్బులు విసిరేసిన డబ్బులు మన మీద పడేది మనం Vishnu actually many stars introduction it was a huge thing i saw it once the first time i saw it uh, was when the Shivaji was released. I'd never seen anything like that before. హారతులు ఇచ్చేవాళ్ళు Yeah. టెంకాయలు కొట్టేవాళ్ళు I think- పాలాభిషేకాలు పెద్ద పెద్ద కటోట్లకి అభిషేకం చేయడం కానీ I mean, jokes apart, I think it's beautiful that they love they co-act. They love their actors and, and they yeah. they look up to them. Idols, no? Matinee idols there. But it's also a huge responsibility, also, huh? Yeah. It is, <laughs> and it's it's beautiful. Like you you not looking up to any actor like that అంటే uh, చిన్నప్పుడు ఆ మూవీస్కి వెళ్ళిన తర్వాత విజిల్స్ చేయడం చప్పట్లు కొట్టడం అందరితో సెలబ్రేట్ చేయడం హూస్ అ ఫేవరెట్ యాక్టర్ ఆ విషయంలో For me, I always idolized uh, when I was growing up Madhuri Dixit and Sridevi. So I've grown up watching their work. Chandini Yeah, and 'cause I grew up- ఈ సాంగ్ రాగానే అసలు <laughs> Grew up in that era, in that whole. When I was growing up Wow, in North India, they were really, really big. మీకు రీసెంట్ మూవీకి డబ్బులు ఇస్తానండి RRR చప్పట్లు విజిల్స్ ఏ కమాచ్ it was very difficult fan boy moment ఏం చేద్దాం yeah finally I see you thank you so much for this చాలా thanks yeah and coming back to Kabzaa ఇప్పుడు మార్చ్ సెవెంటీన్త్ రిలీజ్ అవుతుంది all across the globe so ఒక తెలుగు ఆల్రెడీ uh, తెలుగులో మీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు I think she's also pan world actress కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ ద హై ఉంది విత్ ద ట్రెండింగ్ ఇది and talking about the captain of the ship Kabzaa R Chandru గారు సో చంద్రు గారి డైరెక్షన్ ఎలా ఉంది how was it working with No, because he is the main actually, heart and soul of this uh, whole dream actually. He is the main, you know, what, uh, passion, or dream ఉంది కదా he came uh, just three four years back and he narrated me the whole story and i was shocked actually mm. what are you going to do this film నాకు అప్పుడే ఏంటి ఇంత బడ్జెట్ ఇది వర్కౌట్ అవుతుందా మీకు నేను అడిగాను లేదు సార్ నేను సెవెన్ లాంగ్వేజ్లో చేస్తాను సెవెన్ లాంగ్వేజ్లో అప్పుడు ఇంకా పాన్ ఇండియా గిన్ ఇండియా ఇంకా లేదు అప్పుడు మీకు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు సార్ కేజీఎఫ్ ఫస్ట్ అయింది అంతే సెకండ్ అవ్వలేదు అనుకుంటాను కేజీఎఫ్ ఫస్ట్ అయింది ఆ టైంలో వచ్చి చెప్తే నేను పాప ఈ సబ్జెక్టు ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ నుంచి పట్టుకోమన్నారు ఇది ఐ లవ్ యూ ఫిలిం చేసే టైంలో సార్ ఒక కబ్జా అని ఒక లైన్ చెప్తాను సార్ అది చేయాలి మనము అని beautiful believe then he started then uh making ఇలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పారు తర్వాత ఏజే అని కెమెరామెన్ కొత్త కెమెరామెన్ చూస్తే అక్కడ వస్తే షూటింగ్కి ఏంట్రా ఇది ఒక ఫోటో షూట్ చేశారు ఫస్ట్ ఓకే మీ లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది ఒక చేస్తామని ఆ ఫోటో షూట్లోనే నాకు తెలిసిపోయింది లేదు ఇది వేరేలాగా ఉంటుంది ఫిలం oh ఆ కెమెరామెన్ ఏజేనే వచ్చి అక్కడ షూట్ చేశారు అక్కడ మన ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ వచ్చి అన్ని అరేంజ్మెంట్ అన్ని చేశారు అప్పుడే ఓ ఇది వేరేలాగా ఉంటుంది ఈ ఫిలము వీళ్ళు చెప్తా ఉండేదండి కరెక్ట్ గా చేసేస్తే గా ఉంటుంది అని అప్పుడే ఒక ఆ ఫోటో షూట్ తర్వాత కొంతమంది కేజీఎఫ్ తో కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు సార్ ఆ ఫోటో షూట్ కాదు అది టీజర్ టీజర్ తర్వాత టీజర్ కొంచెం కట్ చేశారు ఎందుకంటే music director Ravi Basrur Ravi Basrur KGF లో వర్క్ చేశారు శివ కుమార్ శివ కుమార్ ఆ డైరెక్టర్ మళ్ళీ కేజీఎఫ్ వర్క్ చేశారు సో అలా ఐ థింక్ ఈ కాంబినేషన్ తీసుకొచ్చి ఉండొచ్చేమో అని ఊహాపోహలు కానీ ఫైనల్ చూస్తే ఇప్పుడు ట్రైలర్ uh, వచ్చిన తర్వాత కొంచెం తెలుస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది తెలుస్తా ఉంది ఓ లేదు ఇది వేరేలాగా ఉంది అని టోటలీ డిఫరెంట్ స్టైల్ ఉంది ఇది కథే వేరే ఉంది అనేసి సో అట్ అన్నప్పుడు మీరు అనుకోండి ఏంట్రా బాబు ఇలా కంపేర్ చేస్తాను మీకు వెయ్యి లిటిల్ లేదు we felt happy I in interview I said Akhil as they are comparing to KGF means it is good biggest film Akhil we all that's a really good way of looking at it ha that's very that's very down to earth view also very good one ఎవరైనా కమల్ హాసన్ యాక్ట్ చేస్తున్నారు అంటే he should feel happy so Rajini sir లాగా ఉన్నారు స్టైల్ చేస్తారంటే you should feel happy Chiranjeevi గారితో డాన్స్ చేస్తారంటే అలా స్పీక్ చెప్పాలంటే మన rocking star huge fan yeah so when I పార్టీలో మీట్ అయినప్పుడు కానీ ఓపీ సార్ తో కన్వర్స్ చేయడం they they share ideas and all that and sir created ఒక direction depart not just Karnataka కాదు ఇండియాలో ఇండియాలో a lot of directors to look up to RGV గారు అంతా టు లుక్ అప్ టు అరే what is this man is something else is brilliance అని ఎంతో మంది డైరెక్టర్స్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ కమెంట్ చేయడం కానీ ఏంటి sir I think you seen all of it అది చూసి వి కమ్ బ్యాక్ హియర్ మళ్ళీ ఇప్పుడు రైట్ నో కలియుగం నడవట్లేదు ఉప్పు యుగం నడుస్తుంది సో ఎందుకంటే see first of all audience Uppi sir direction లో చూడాలని ఒకటి ఆశ దాని బిఫోర్ ఒక కబ్జా అనేసి ఒక పాన్ వరల్డ్ ఫిలిం తర్వాత యూఐ అని ఇంకా మూవీ మీ డైరెక్షన్ లో రావడం అనేది ఇంకా అదొక అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ సార్ ఇవన్నీ so I think uh, Uppi యుగం స్టార్ట్ అయిపోయింది అన్నమాట అయ్యో so cute we all look up to him yeah you know is create a trend create చేశారు అనమాట how amazing is that so finally మళ్ళీ ఇప్పుడు కబ్జాతో అందరి హృదయాల్ని బాక్స్ ఆఫీస్ కబ్జా చేయడానికి వస్తున్నారు అలా ఎప్పుడు చూడండి ఇది ఛాలెంజెస్ అంటే నేను చెప్పేది ఒక్క టైంలో ఏమే నాకు ఒకసారి అర్జున్ సార్ బాగా బాగా చెప్పారు అర్జున్ యాక్షన్ యాక్షన్ ఏమే ఒక్కసారి మనం ఏమో చేసి జనాలు చూసేస్తారు మమ్మల్ని అది లాంగ్ లాస్టింగ్గా years two ticket three ticket చేసుకొని పోయేది ఎంత ఇది తెలుసా అని ఇది ఎంత ఇది చూడండి ఇంక ట్వంటీ థర్టీ ఇయర్స్ ఒక హీరో సూపర్ స్టార్గా ఉంటారంటే మనం చిరంజీవి గారిని రజనీ సార్ని వాళ్ళని చూస్తే ఏంట్రా ఏమి ఇది ఇప్పుడు ఈవెన్ షారూఖ్ ఖాన్ అది ఆ ఛాలెంజెస్ మనకి వస్తుంది లేదు ఇప్పుడు మనం చేయాలి ఈ ఈ కొత్త ట్రెండ్ వస్తుంది యూత్స్ వస్తారు కొత్తగా ఫిలప్ చేస్తారు అప్పుడు మనం వీళ్ళకి ఛాలెంజ్ చేసి మనం చేయాలి అనేది అది రియల్ లో కాంపిటీషన్ అనుకుంటాం వెరీ వెరీ అది ఉండాలి యాక్చువల్లీ కదా sir we respect only we get that ఇది ఇది ఎట్లా నేను చేశాను అంటే that is the end actually very true when you become stagnant yeah, yeah. yeah. have to keep appreciating and learning yeah, yeah, yeah. see ఇప్పుడు cool. no wonder శ్రేయ గారు almost two decades in the industry ఉండి షీ Consecutive లుక్స్ గా- like actually new heroine And I'll tell you what, Yeah. I mean, with all due respect, I think you look looking 10 times beautiful than what you were looking in the yeah first. Yeah Thank really you. Really ఇంకా యంగ్ గా ఇంకా you. మీరేమన్నా అమృతం లాంటి తాగారా అది ఎక్కడ చెప్పండి అమృతం. అసలు మేము కూడా ఒక ప్రసాదం లాగా తాగుతాం how you ageing reverse actually I feel it's. I mean, thank you for for the compliment. It's the love that you have. Uh, so, but but honestly, I feel now I'm more, uh, I'm more confident. I am more respectful and more grateful that I'm part of cinema than ever before. Correct. The, the first few years, I was like, wow, it's a dream. Like, I was a girl next door. How, how am I even here? Um, and then I feel like gradually now, I'm so grateful for all the love that I have and that I'm part of cinema, that I can tell a story, that, that I can go and act and create stories. Um, sometimes I'm like, wow, I mean, this is beautiful. Um, and and I'm passionate about it. I'm passionate about dance that I do, the yoga that I do. Fabulous Kathak dancer. Thank you. I love dance. Yeah, he's amazing. I no love doubt dance. About Brilliant Kathak dancer. Yeah. Oh my God. Name the first dance Even belly dance also you do, no? Little bit, but more Kathak. More Kathak, yeah. yeah. Classical, dance next level I feel when you when you start doing something that it becomes you don't need a holiday out of it. You feel mm. happy and you're passionate, then it's fun. Then you start enjoying it. Mm -hmm. Yeah. And uh, Shriya garu work chain hero lilies. Ah, oh no. కదా <laughs> అది correct mega star super star and అందరు స్టార్ తో యాక్ట్ చేశారు how is it work with real star But I know why they call him real star because he's so real. He's so relatable. Um, I mean, he's achieved so much. And every time I tell people I'm working with Upendra sir, and they're like, "Wow, he's so talented. He is so talented." And uh, all I have to say, I have to tell him is that, oh my God, he's so down to earth that I, I can't even believe that he's achieved so much. Um, he has, he's always laughing, always, he, in fact, he feels really shy when you compliment him. Like, he's like, yeah, yeah, yeah, yeah, <laughs> yeah. He'll be like, ah, talking about me. <laughs> <laughs> I'm like, yeah. I feel awkward. Yeah, yeah. But uh, it's just he's incredible. But then the the way he's his body languages in the film and the way he's used it and um, it's it's it's mind blowing. And we, you can see it in the in the trailer. It's looking out of the world. Wow fantastic Uppi sir లోంచి ఒక విషయాన్ని కబ్జా చేయాలంటే ఏం చేస్తారు Oopsie Sirli, kab- the, the Kabzaa you want lo- like ఒక loaded తన- question. yeah, తన తన తనలోంచి ఒక క్వాలిటీని కబ్జా చేయాలంటే If ఏం I had- కబ్జా చేస్తారు కబ్జా చేయాలి I've answered it once. Now I have to say something more Telugu is interesting. not have anything. What will you do? <laughs> I'm Well- a poor man. Actually, what will you do? Yeah, Kamsa? poor man, you're not. Okay, that one thing you're not. <laughs> He is rich at heart. <laughs> But we were shooting the scene, which is a. Uh, Chandru sir, please pardon me. I'm sorry. Uh, Kani, uh, it's a very funny incident, so now I have to talk about it. Please, please, sir. ఇవన్నీ మాకు interest Ah, it, the, it's a marriage sequence. Uh, we both are getting married, and then uh, we only had one hour to shoot, and uh, the whole it's a lavish setup, all of that. They're like full family members at the back, వాళ్ళకి full glycerin crying, they have to cry. And then uh, there's fire, everything is like full madness, chala chala madness, and, and, and everything has to finish. and it's a normal small sequence. It will finish. Oh. But then we both looked at each other and just started laughing. <laughs> now to start, she said. Yeah, mother is crying, she's laughing. <laughs> Full family members are crying but <laughs> laughing. and I have to also look at him and I have to look at him with love and I'm like, and I'm laughing. He laughs like this. Unstoppable. <laughs> yeah, it's hilarious. And and Chandru says like, you can't do this to me. <laughs> Why are you crying? Only while crying on her. ఎందుకు It has to be shot today, Ma. Don't do this to me. అయ్యో పాపం ఎందుకండి మా డైరెక్టర్ గారిని అంత And middle of all of this, there's one guy standing there because obviously I'm getting married. I'm the royal princess. I have jewelry, which is real, and that guy has no idea what's going on. He's like, గారు ఏం వేసుకున్నారో that is all worth fifty to one crore sometimes the, yeah my whole set was like that much like just the thing here and i'm like sir i feel like i feel suffocated ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా అప్పుడు తీసి ఇచ్చేసేయాలమ్మా I'm like, sir, I, I can't wear. I don't know. I can't breathe. This is too expensive. <laughs> He's like, my set kuda very expensive, okay? I also can't breathe, okay? You quietly do the shot and go, okay? చంద్ర గారు అంటున్నారు "Oh, shit." So sweet. అంటే అంత ఖర్చు పెడితే ఆల్మోస్ట్ క్రోర్ <laughs> <laughs> <laughs> అంటే from your jewellery My jewelry was not bought, okay? అనుకుందాం I mean, if it's bought, then I don't know, okay? <laughs> then I don't know. But looks so beautiful serious yeah, the the whole the whole team worked really hard. Sitara, my costumes, uh, Sitara corrugated it, makeup, Mahinder, Priya, they, they did an amazing job. I'm very grateful to my team. Quality Kabzaa చేయాలంటే ఒప్పిసారు విజయం His ability to laugh, yeah. అవునా Bloody the world can be getting over, everything is going crazy, and he'll be like sitting and laughing. Like he is a relaxed, happy man who is extremely talented and is unaware of that, and that's also a very beautiful quality. Sir మీ డైరెక్షన్ లో ఒకసారి అవకాశం ఇస్తే మీరు గెల- మీరు అడగాలి గెల- Director date is not so Sir easy. like, listen, acting is okay, I can't direct you. you see him direct, no, then you say, like, sir, మీ నవ్వు ఏమైపోయింది సార్ అంటారు మీరు టెన్షన్ పడతారు కదా మీ డైరెక్షన్ లో మాత్రం ఉంటారు yeah, but that's what happened with this film also. Normally, like, there's always that one time in a film set every film set, you're sitting with the director, and you're talking and something, something, you're like, yeah, but the producer is not giving me this, something, something, something. Like that director will always script something. Yeah. Producer, naku, ee kawali, ee kawali, and, and this is not happening, that's not happening. And, i and with, Chandru, he can't do that, no. He himself is a producer. He himself is a producer. <laughs> Oh, alaga. But, Mottaniki, alaga, sir, Miru Sriya. So, I did that to Chandru. so I'm sitting with him. So we're doing this uh, this thing in a, in a set. It's a lavish thing, and then CG they were creating this lavish thing at the back and the lavish thing that they have created, and then they're like something, something, something, and he said, you know what? We're doing this. We're gonna extend this set at the back, so you have to believe. I'm like, why? Well, it's not the real set, huh? Producer didn't <laughs> make the real set. <laughs> <laughs> He's like, come here. <laughs> Shut up, okay? <laughs> no, no, no, no. But he created. It was it the the no, set was beautifully no, created. What they do is they, they create set and they extend it also. But it's beautifully done. The whole vision and the whole idea was so the whole drawings I saw. Yeah. Yeah. The, the main part is set actually. Yes, and uh, yes this is what you do. And the drawings where I saw the drawings and the intricate designs that they've done and the work, hard work that they've done, chala next level. Actually, చెప్పాలంటే expectations chala high ఉన్నాయి సార్ ఎందుకంటే మన ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కేజీఎఫ్ కావచ్చు ట్రిపుల్ ఆర్ కావచ్చు కాంతారా కావచ్చు చాలా పెద్ద పెద్ద హిట్స్ అయ్యాయి సౌత్ నుంచి I think it's gone places నా అందరికీ ఏంటంటే ఇప్పుడు కబ్జా ఏంటి బికాస్ మీరు ఇక్కడెక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు అడగండి నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే కబ్జా అంటున్నారు సో మీకు తెలియకుండా it's become word of word of mouth spread అయిపోయింది అలాగే oh, ఉపేంద్ర సార్ శ్రేయ గారు వస్తున్నారు అండ్ ఒకేస్ అయితే పర్లేదు triple S Shriya Sudeep Shivanna Shivaraj Kumar so గా త్రీ ఎస్ఎస్ కలిపి యూఎస్పీ నా Upendra sir Upendra sir? Bobo, USS. Yeah. USP of So the film. USSS. USP of USP of the USP of film is the the- USP. Correct. SSS. So USP. yeah, And USP, Upendra yeah. sir, yeah. We are like, yeah, Upendra, it's, it's, it serves film, 100%. No, no, that Unique like selling RRR point. is telling about SSS. SSS. Yeah. మీరు ఆర్ఆర్ఆర్ చేశారు ఆర్ఆర్ తో పాటు ఇప్పుడు ఎస్ఎస్ఎస్ SSS యాడ్ అవుతా ఉంది so Sudeep sir Shreya and Shivaraj Kumar Shivaraj sir Kumar so sir. వీళ్ళ add on sir I think ఇంకా మూవీకి ఒక వెయిటేజ్ వచ్చింది కోర్స్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ అంటే you know they are all big star Sudeep Shivanna and Shriya you already compared it RRR what వాడే ఏం చెప్పేది ఆర్ఆర్ఆర్ మీరు కంపేర్ చేసేస్తే భయం అవుతుంది భయం ఎందుకు సార్ అయ్యో గోల్డెన్ లెగ్ దృశ్యము అవును మీరు చేశారు హిందీలో దృశ్యము బ్లాక్ బస్టర్ ఇప్పుడు నేను ఇలా చేయాలి అమ్మా సంపాదిస్తుందమ్మా చెప్పండి సో వాట్స్ యువర్ ఇప్పుడు RRR thousand plus crores KGF thousand plus crores Kantara five hundred plus crores ఇది ఎన్ని ఎన్ని కోట్లు ఈ Chandru is hearing Chandru is watching మీ డైరెక్టర్ వింటున్నారు ఇక్కడ ఎక్కడ ఉన్నారు hundred plus crore Chandru sir we like say hello movie budget 120 budget మీరు చెప్తున్నారా 120 కోట్ల మూవీ బడ్జెట్ కలెక్షన్స్ ఎంత సంపాదిస్తుంది చెప్పండి కలెక్షన్ మూసుకోండి మాతాజీ ఏదో ఒకటి చెప్పండి Mata Shriyaji oh no limitation no limitless collection ఒక నంబర్ చెప్పండి లిమిట్లెస్ అంటే ఎంత listen why should we put a number to it it's limitless infinity infinite infinity ఉంటుంది right why should we put a break to it limitless Mataji మీరు నిజంగానే మాతాశ్రీ మీరు అమ్మా తల్లి బట్ వెరీ నైస్ అండ్ మీరు శ్రీయ శ్రీయ క్యారెక్టర్ లోంచి ఒక క్యారెక్టర్ ని కబ్జా చేయాలంటే ఏం కబ్జా చేస్తారు చాలా ఉంది ఒకటి కాదు అందమా అందమా ఆనందమా ఆనందమా తన నవ్వ తన కళ్ళ తన సింప్లిసిటీయా ఆ బ్యూటిఫుల్ సోలా See, all that I spoke about you, now you can't speak that about me. Same అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి అది నా గురించి ఇంత చెప్పారా ఏమో నాకు అంత ఇంగ్లీష్ రాదు తెలియదు ఏమేమో ఇంగ్లీష్ లో చెప్తున్నారు నేను తెలుగులో కరెక్ట్ గా చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఏం పిక్ చేస్తారు సార్ ఇన్ని క్వాలిటీస్ ఏదో ఒకటి ప్లీజ్ ఒకటి please one your luck Yeah. <laughs> More than that, you're very lucky. <laughs> lucky, yeah, yeah, yeah. Part of your అది బట్ ఫెంటాస్టిక్ సో మొత్తానికి సుదీప్ సార్ రావడం కానీ శివరాజ్ కుమార్ సార్ రావడం కానీ మూవీ బాగా హైలైట్ అయింది అండ్ వాళ్ళు వాళ్ళతో మీరు వర్క్ చేశారు you love them they love you I think Shivaraj Kumar sir వచ్చి లాస్ట్ మూమెంట్ ఇది అరే నేను కూడా బి పార్ట్ ఆఫ్ ఇట్ అరే బాగా వచ్చింది కదా సినిమా ట్రైలర్ చూసిన తర్వాత శివన్న డెసిషన్ తీసుకున్నారా శివరాజ్ కుమార్ లేదు ఫస్ట్ నుంచి ఉంది ఐడియా బట్ లాస్ట్లో షూట్ చేసాము అంతే ఫస్టే వాళ్ళు మాట్లాడుకొని ఇలా ఇలా ఒకటి రావాలి అని అన్ని మాట్లాడుకున్నారు మరి Sudeep sir characterization sir Sudeep sir first నుంచి ఉంది ఫస్ట్ నుంచే మనం స్క్రిప్ట్లోనే ఉంది అది ఎవరు చేసేది ఎవరు చేసేది ఎవరు hmm. చేసేది అని అండ్ ఈ event and approach Sudeep Sudeep also agree because of his passion ఇది చేస్తున్నా అయితే చూపించారు బాగుంది అని ఈజ్ ఏ బట్ నైస్ మొత్తానికి ఈ Kabzaa looks like a full platter అంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో డెఫినెట్ రీచ్ అవుతాయని నమ్మకం ఉంది అందరూ అందుకే మీకు తెలియకుండానే అంత పెద్ద యూనో పబ్లిసిటీ వెళ్ళిపోయింది ఇప్పుడు రైట్ నా జనాలు దూసుకెళ్ళిపోయింది there are waiting for Kabzaa and vintage Uppi's చేతులు లాంగ్ ఆ కత్తి ఆ ఫైట్ ఇది సార్ మీరేంటి సార్ మీరు కూడా అమృతం దాగారా తనలాగానే మీరు అలాగే ఉన్నారు నేను అలాగే చూడండి అసలు ఏ అసలు ఏంటి ఇంకా మీరు ఇలా ఉంటే అసలు మా మా యూత్ పరిస్థితి ఏంటి సార్ ఏ మనం యూత్ కాదా అంటే నేను what about me this youth looking like this, what about... front of us, both of us. I, didn't bring తీసుకురాలేదు నేను మన youth let's just go enough yeah come on let's go yeah work today మన యూత్ మన మన యూత్ గురించి మనందరి యూత్ మనందరి యూత్ అంతే sir see that is the truth శ్రీకృష్ణుడు ఏమన్నాడు are all youth we all youth we are young at heart forever young మనసులో పిల్లవాడిలాగా ఉండాలి should be child heart then everything looks beautiful mummy ఇలాగే చిన్నపిల్లలు అయిపోతాం మనం yeah but it's amazing yeah child and heart is the best part exactly ఇప్పుడు ఉంటే ఇప్పుడు శ్రేయా గారు కానీ అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను షీస్ మనసు మగులాగా hmm. నేను చూసేదానికి మగులాగే ఉన్నాడు ఆ చిన్న పిల్లలాగా అలాగే ఉన్నారు చూడండి అన్ని సంవత్సరాల నుంచి ఏం థాట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రజనీ తో చేసిన శివాజీలో ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు thank hmm. You but beautiful, very very nice. And music, uh, Ravi yeah, Basrur Garu, I think KGF. Yeah. Uh, no, technician, this is actually technician film. Movie. Ravi Basrur, Shiv Kumar, art director, AJ, and all the direction department, everybody, we to thanks everybody because yeah. their efforts, no? Each and small, small things, so, dress, even costumers, makeup. Everybody work in this movie no credit should go to them sir తెలుగులో మీరే డబ్ చేశారా లేదండి నేను చేయాలి నాకు చాలా ఇది ఉంది నెక్స్ట్ చేస్తాను బట్ బట్ డెఫినెట్లీ అందరు ఎక్స్పెక్టేషన్స్ హై ఉంది కాబట్టి సెవెంటీన్త్ మార్చ్ మూవీ రిలీజ్ అవుతుంది Kabzaa world wide I think we are all looking forward for this movie పెద్ద స్క్రీన్లో ఆ చప్పట్లు ఆ విజిల్స్ ఆ <laughs> హారతులు ఉప్పి హైదరాబాదు విజయవాడ గుంటూరు అటు వెళ్ళినప్పుడు ఇదేంటారు పాలాభిషేకం చేస్తున్నారు నాకు ఇదేంటారు బాబు టెంకాయలు కొట్టేస్తున్నారు అనేసి డెఫినెట్లీ సార్ ఆ వైబ్ ఉంది కాబట్టి అండ్ uh, చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ ఎంట్రీ తెలుగులో ఉంది కాబట్టి we're all looking forward to watching you on the screen of course yeah everybody is telling me oh my God we're so excited to see Upendra sir like బాంబేలో కూడా Hyderabad every one I meet like oh yes excited so yeah and it's clearly it's actually his film and the way he's acted and transformed, it's it's amazing. Yeah. Telugu actors మీ fr- మీ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో రానా ఉండొచ్చు ఆల్ దీస్ పీపుల్ వాళ్ళు చూసి ఏమన్నా మీకు కమెంట్స్ చేశారు లైక్ మంచి compliments Rana actually came for the, the trailer the- the launch. trailer He's launch like, was I there. don't know which part I should not put whistle on. Like, when should I not clap? He's like, I loved it so much. So he absolutely loved and enjoyed it. Yeah. And he's very open. Rana yeah. yeah. Uh, no filters. I think yeah. If he didn't like, he won't say also. Is yeah. that? but he's like, then he was, he was just praising uh, sir like non-stop. He loved it so much. And of course, if it's a good product, if something is done from the heart, made well, everyone is going to appreciate it. It's not. Definitely. But definitely art uh, crosses boundaries like that. It doesn't, it's about good work. very, very true. I really wish all the luck to this wonderful work. Thank you. Entire technicians of Kabza, brilliant job, especially R. Chandru garu. చాలా చాలా ఎందుకంటే నార్మల్ ఒక సినిమా తీయడమే కష్టం సార్ అలాంటిది ఇంత పెద్ద స్కేల్లో ఒక సినిమా తీయడం దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం వరల్డ్ వైడ్ ఇంత పెద్ద పెద్ద ఆర్టిస్టుల్ని bring them together typical multi star movie అంటే తప్పు కాదు సార్ ఇది డెఫినెట్లీ ఇది కూడా ఆర్ఆర్ఆర్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒక కేజీఎఫ్ అంత హిట్ అవ్వాలి ఒక కాంతార్ అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను I wish all luck Shriya golden leg చెప్తున్నాను కదా చెప్పాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనం సక్సెస్ మీట్ లో ah. అప్పుడు <laughs> అప్పుడు అమ్మా మాతాజీ ఇదే <laughs> ఎందుకంటే అది ఊరికూరికే అలాగా అందరూ అలా కలవరు meaning to it and definitely audience కి అయితే ట్రీట్ ఆడియన్స్కి అయితే బిర్యానీ తిన్నంత ఫీలింగ్ ఈ సినిమా అయితే ఇస్తుందన్న నమ్మకం మాకుంది so all the luck sir వెళ్లే ముందు వీళ్ళు ఒక చిన్న రీల్ చేసి